సార్ ఒకసారి కార్యక్రమానికి చేసిన Visakhapatnam press print and electronic media వారందరికీ రఘు విద్యా సంస్థ తరఫున నమస్కారం మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా మా ప్రస్థానంలో రఘు ట్యూటోరియల్స్ దగ్గర నుంచి ఈ రోజున అటానమస్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ వరకు అన్ని రకాలుగా ప్రెస్ ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉంటూ మా విజయాలని తెలియపరుస్తూ మా అభివృద్ధిలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున మా విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు రెండు వేల ఒకటిలో ప్రారంభించాం దీనిలో ఇంచుమించు ఇరవై రెండు సంవత్సరాలు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి వీటిలో అనేక మెట్లు అధిగమిస్తూ ఈరోజు రాష్ట్రంలో టాప్ ఫోర్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక వ్యవస్థగా రఘు విద్యా సంస్థలు అభివృద్ధి చెందిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం స్థాపించిన అనంతకాలంలోనే ఒక్కొక్కటిగా విజయాలను సాధిస్తూ పైకి వచ్చాం రెండు వేల ఒకటిలో స్థాపించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఎల్బీ అక్రిడేషన్ సాధించగలిగాం తర్వాత రెండు వేల పదహారులో న్యాక్ ఏ గ్రేడ్ సాధించగలిగాం రెండు వేల పదిహేడులో అటానమస్ స్థాయిని సాధించాం మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో న్యాక్ రెండవసారి రెన్యూ చేసి మళ్ళా నాకు రెండవసారి అక్రిడేషన్ సంపాదించాం ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం రీసెంట్గా రెండవసారి న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించాం సో పూర్వం ఏ గ్రేడ్ ఉండేది ఇప్పుడు ఏ ప్లస్ గ్రేడ్కి మనం సాధించాం ఇలాంటి జనరల్గా రాష్ట్రంలో ఐదు నుంచి ఆరు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి స్లోగా ఏ ప్లస్ గ్రేడ్ సాధించడానికి మా విద్యార్థులు వారి కృషి మా అధ్యాపకులు సిబ్బంది పేరెంట్స్ అలంనై గవర్నింగ్ బాడీ ప్రతిపించడం ఇలా అనేకమైన సదుపాయాల వల్ల ఈ ప్రోత్సాహం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించి అభివృద్ధి చెందుతున్నారు సో ఇది ప్రస్తుతం మన కాలేజ్ పరిస్థితి ముందు ముందు అనేక విజయాలు సాధిస్తామని మీ అందరి సహకారంతో అండ్ ఎంతూజాజంతో ఇంకా ముందుకు వెళ్తామని ఆశిస్తూ దీన్ని విచ్చేసినందుకు థ్యాంక్ యూ ఐదారు ఉన్నాయండి మరికొన్ని మంచి సంస్థలు రాబోతాయి ఎందుకంటే వారికి రెన్యూలు వచ్చినప్పుడే ఏమీ చేప్లెస్కి వెళ్తారు ఇప్పుడు మటుకైతే ఐదారు మాత్రమే ఉన్నాయి బట్ ఇంకొక అర డజన్ వరకు నెక్స్ట్ టూ ఇయర్స్లో రావడానికి అవకాశం ఉంది ఏ గ్రేడ్ రెండు వేల పదిహేడులో వచ్చింది పదహారులో వచ్చింది అంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది సైకిల్ ఐదారు ఉన్నాయండి మరికొన్ని మంచి సంస్థలు రాబోతాయి ఎందుకంటే వారికి రెన్యూలు వచ్చినప్పుడే ఏని షేప్లెస్కి వెళ్తారు ఇప్పుడు మటుకైతే ఐదారు మాత్రమే ఉన్నాయి బట్ ఇంకొక అర డజన్ వరకు నెక్స్ట్ టూ ఇయర్స్లో రావడానికి అవకాశం ఉంది ఏ గ్రేడ్ రెండు వేల పదిహేడులో వచ్చింది పదహారులో వచ్చింది అంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది సైకిల్